hello everyone welcome back to అరాటెక్ యూట్యూబ్ ఛానల్ ఇవాళ టాపిక్ వచ్చేసి మనము మీమ్స్ ఎలా క్రియేట్ చేస్తారు అండ్ అలానే అందులో ఉన్న క్రియేటివిటీని మన వాళ్ళు ఎలా బయటికి లాగుతారు బ్యాక్గ్రౌండ్స్ ఇలా చేంజ్ చేసుకోవచ్చు ఇలా ఇలా ఇలా ఇలా ఇలా ఇలా ఇలా ఇలా త్రీ టైప్స్లో మనకు వీడియోస్ అనేది క్రియేట్ చేసుకోవాలి ఒకటి వచ్చేసి మనం డైరెక్ట్ ఆన్లైన్ త్రూ అనేది డౌన్లోడ్ చేసుకోవాలా గ్రీన్ స్క్రీన్స్ ఏమైనా కానీ సెకండరీ వచ్చేసి మనకు వెబ్ ఆన్లైన్లో వెబ్సైట్ చాలా చాలా ఉన్నాయి సో అక్కడ నుంచి మనం రిమూవ్ బ్యాక్గ్రౌండ్స్ అనేవి చేసుకొని దాంట్లో చేసుకోవచ్చు థర్డ్ వచ్చేసి మనకు క్యాప్ కట్ అనే యాప్ లేదు అంటే మనం డైరెక్ట్గా మాన్యువల్గా చేసుకోవాలంటే యాప్ కట్ అనేది మాత్రమే తీసుకుందాం సో అక్కడ నుంచి వచ్చేసి క్యాప్ కట్లో మనము ఎడిట్లోకి వెళ్ళిన తర్వాత డైరెక్ట్ రిమూవ్ బ్యాక్గ్రౌండ్ వస్తుంది దాన్ని సెలెక్ట్ చేసుకుంటే మీకు డైరెక్ట్ వీడియోలో నుంచి కంటెంట్ అంతా వెళ్ళిపోయి ఓన్లీ ఆ పర్టికులర్ ఫేస్ ఒకటే అవైలబుల్లో వస్తుంది సో అక్కడ నుంచి దాన్ని మీరు తీసుకొని వీడియో మీమ్స్గా పెట్టుకోవచ్చు ఇంకా ఎవరైనా మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారు అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి ఎందుకంటే ఏదైనా కొత్త నోటిఫికేషన్ వస్తే మీరే ఫస్ట్ చూస్తారు